హాయ్ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగంలో మనం మన PHP అకాడమీ డేటాబేస్ లోపల ఒక టేబుల్ను క్రియేట్ చేసాము మరియు డేటా టైప్లు మొదలైన వాటితో సరిగ్గా ఉండేలా మనం మన ఫీల్డ్లను కూడా క్రియేట్ చేసాము ఇప్పుడు మన లో ఇలా చేయడం ద్వారా కొంత డమ్మీ డేటాను ఇన్సర్ట్ చేద్దాం నేను ఇక్కడ ఈ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయను ఎందుకంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా అక్కడి క్యాలెండర్ ఫంక్షన్ ను వాడి మనం తేలిగ్గా first name last name date of birth లను టైప్ చేయగలిగితే ఒక తేలికైన ఇంటర్ఫేస్ వస్తుంది ఇప్పుడు అప్ అయిన దానిని మీరు చూడవచ్చు మరియు మనం మన జెండర్ ను కూడా ఇక్కడ ఎంటర్ చేయవచ్చు ఇది మై ఎస్క్యూఎల్ పీఎచ్పీ ట్యుటోరియల్ కాబట్టి మై ఎస్క్యూఎల్ లేదా పీఎచ్పీ వాడి డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనకు మన డేటాబేస్కు కనెక్ట్ అవ్వాలి mysqlపీఎచ్పీ ఫైల్ క్రింద మన connectphp ఫైల్ను ఇంక్లూడ్ చేయడం కొరకు మనం ఇంక్లూడ్ ఫంక్షన్ను వాడతాము ఇప్పుడు ఇది అదే డైరెక్టరీలో లేకపోతే మీరు సబ్డైరెక్టరీ అండ్ దెన్ కనెక్ట్ అని చెప్పవచ్చు దయచేసి దీన్ని జాగ్రత్తగా స్పెసిఫై చేయండి ఈ పేజ్ను ఎగ్జిక్యూట్ కావద్దు అని అనుకుంటే మీరు రెస్ట్ ఆఫ్ ద పేజ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కావద్దు అని అనుకుంటే రిక్వైర్ ఫంక్షన్ను వాడవచ్చు పేరు అక్కడ నుండి కనిపించకపోతే రిక్వైర్ ఫంక్షన్ ఆ పేరును కిల్ చేస్తుంది ఇంక్లూడ్ దానిని ఇంక్లూడ్ చేస్తుంది మరియు అది ఎకో చేస్తూ ఉంటుంది లేదా మిగిలిన ను రన్ చేస్తూ ఉంటుంది మీరు రిక్వైర్ ఫంక్షన్ వాడినట్లయితే అందులో దీనిని ఇంక్లూడ్ చేయకపోతే దానిని కిల్ చేస్తుంది మీరు డేటాబేస్కు కనెక్ట్ అవ్వలేకపోతే మిగిలిన పేజ్ను రన్ చేయడం అర్థరహితం కనుక నేను రిక్వైర్ కనెక్ట్ డాట్ పీహెచ్పీ అని చెప్తాను పేజ్ పైన మనకు చాలా చాలా రవిష్ వస్తుంది కనుక రిక్వైర్ కనెక్ట్ డాట్ పీహెచ్పీ ఉంటే కనెక్ట్ డాట్ పీహెచ్పీ లోపల మనం మన php mysql ఫంక్షన్ను స్టార్ట్ చేయవలసి ఉంటుంది ముందుగా మనం కనెక్ట్ అనే మన వేరియబుల్తో స్టార్ట్ చేస్తాము మరియు అది mysql connect అనే ఫంక్షన్ ను వాడుతుంది అని మీకు ఇప్పటికే తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది అది మీరు నేర్చుకోవలసిన మొదటి ఫంక్షన్ అది చాలా ముఖ్యమైన ఫంక్షన్ మరియు అది మిమ్మల్ని మీ డేటాబేస్ MySQL కు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ఇది మూడు పారామీటర్లను తీసుకుంటుంది ఇక్కడ ఉన్న మొదటిది తనని ఒక వెబ్ సర్వర్ వెబ్ సర్వర్ యొక్క అడ్రస్ ప్రస్తుతం నేను నా కంప్యూటర్ను ఒక లోకల్ వెబ్ సర్వర్ తో నా స్థానిక హోస్ట్ తో ఉపయోగిస్తాను మీ స్థానిక హోస్ట్ కు బదులుగా దీనిని మీకు కావాలంటే one two seven zero zero dot dot dot గా కూడా రాయవచ్చు నేను వ్యక్తిగతంగా లోకల్ హోస్ట్ని టైప్ చేయడం ఇష్టపడతాను ఇప్పుడు నేను నాకు ఇవ్వబడిన స్టాండర్డ్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను వాడతాను ఇది రూట్ నాకు ఒక పాస్వర్డ్ లేదు కనుక పాస్వర్డ్ అనేది ఉండదు మనం మన కనెక్షన్ను ఎస్టాబ్లిష్ చేయగలిగాం కానీ అది ముందుగా సరిగ్గా ఇనీషియలైజ్ చేయబడకపోతే ఏం జరుగుతుంది దీని తర్వాత మనం ఆర్ డై అని రాస్తాం మరియు బ్రాకెట్స్ లో మనం ఒక ఎర్రర్ మెసేజ్ స్పెసిఫై చేయవచ్చు ఉదాహరణకు కనెక్షన్ ఫెయిల్ వంటి వాటిని ఇవ్వవచ్చు కనుక ప్రస్తుతం ఈ కనెక్షన్ పనిచేస్తుంది అని అనుకోండి నేను కనెక్టెడ్ అని అనడం ద్వారా ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎకో చేస్తాను ఓకే ఇప్పుడు ఇది విజయవంతంగా కనెక్ట్ అయితే మిగిలిన స్క్రిప్ట్ రన్ అవుతుంది మరియు కనెక్టెడ్ అని ఎకో అవుట్ చేస్తుంది లేకపోతే అది మీకు కేవలం ఈ టెక్స్ట్ మాత్రమే ఇస్తుంది మరియు మిగిలిన పేజ్ను రన్ చేయదు కనుక నేను ఇక్కడ బ్యాకప్ను ఓపెన్ చేస్తాను రీఫ్రెష్ చేయండి మరియు మీరు కనెక్ట్ డాట్ connectphp మరియు డాట్ లను చూడగలుగుతారు మరియు నేను mysqlపీఎచ్పీ పైన క్లిక్ చేస్తాను మన లో ఎలాగూ మనకు connectphp కావాలి అందుకే నేను కనెక్ట్ పైన క్లిక్ చేయడం లేదు కాబట్టి ఈ రెండూ సేవ్ చేయబడినంత కాలం మనం కేవలం mysqlphpను రన్ చేయవచ్చు మనం విజయవంతంగా కనెక్ట్ అయ్యాము ఇప్పుడు నేను దీనిని ఎగ్జిస్ట్ వంటి వాటికి మార్చండి అని చెబితే అప్పుడు కనీసం ఈ కంప్యూటర్ మీద కూడా ఫోర్స్ నేమ్ లేదు కనుక మనకు కనెక్షన్ ఎర్రర్ వస్తుంది నేను రీఫ్రెష్ చేస్తాను ఇది చాలా సమయం తీసుకుంటుంది ఓకే మనం చివరకు వచ్చేసాం ఇక్కడ మైస్క్ల్ ఎర్రర్ వచ్చింది అని మీరు చూడవచ్చు మరియు కేవలం ఇక్కడ మనకు కనెక్షన్ పేర్ టెక్స్ట్ ఉంది దానిని మనం తర్వాత స్పెసిఫై చేస్తాం మనకు అన్నోన్ మైస్క్ల్ సర్వర్ కోడ్ అని వచ్చింది మీకు ఎప్పుడైనా ఎర్రర్ వస్తే మనం దేని కొరకు చూస్తున్నామో మీకు తెలుసు కదా అది నేను స్పెసిఫై చేసిన హోస్ట్ మరియు ఏ లైన్ పైన ఉన్నది అన్న సంగతి మరియు మన అన్ని సాధారణ డీబగ్గింగ్ మెసేజ్ కోడ్లను మీరు చూడవచ్చు కనుక ఇప్పుడు ఇలా అనుకోండి నిజానికి నేను మీకు ముందుగా మరొక ఉపయోగకరమైన థింగ్ను చూపిస్తాను లేదా డై ఇక్కడ మీరు మరొక ఫంక్షన్ను కూడా స్పెసిఫై చేయవచ్చు ఇది మీరు నేర్చుకోవలసిన రెండవ ఫంక్షన్ అది నా మైఎస్క్యూఎల్ ఎర్రర్ అక్కడ బ్రాకెట్లను ఇలా పెట్టండి మరియు మనం ఐ డోంట్ ఎగ్జిస్ట్ ను పెట్టి మన పేరును రీఫ్రెష్ చేసినప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం మరియు అది ఇలా సమయం తీసుకుంటుంది ఓకే మనం ఇక్కడికి వచ్చేసాం మనం బేసికల్ గా మనకు PHP ఇచ్చిన అదే ఎర్రర్ మెసేజ్ ను ఎకో అవుట్ చేద్దాం ఏదేమైనప్పటికీ నేను ఎలా చెప్పాలి మీ యూజర్ కు మీ ఎర్రర్ రిపోర్టింగ్ కనుక ఆఫ్ అయినట్లయితే అది మనం ఏది కావాలని అనుకుంటున్నామో దానిని ఇస్తుంది ఇప్పుడు మనం దీనిని యూజర్ కు ఎకో అవుట్ చేయం ఇప్పుడు వీ గో అప్ హియర్ అని చెప్పండి మరియు ఎర్రర్ రిపోర్టింగ్ అని చెప్పండి మీరు చూడకపోతే దయచేసి నేను చేసిన ఎర్రర్ రిపోర్టింగ్ ట్యుటోరియల్ను చూడండి మీరు చూస్తుంటే దీనిని సున్నాకి సెట్ చేయండి ఇది అన్ని ఎర్రర్ రిపోర్టింగ్లను టర్న్ ఆఫ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ను ఇగ్నోర్ చేస్తారు కానీ యూజర్కు మన ప్రత్యేకమైన ఎర్రర్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం మరలా అది చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాను మీరు అక్కడ చేరారు మనకు అక్కడ మన స్పెసిఫిక్ ఎర్రర్ దొరికిందని చెప్పవచ్చా ఓకే ఈ ఫంక్షన్ వాడి మనం విజయవంతంగా కనెక్ట్ అయ్యాం అని ఊహిస్తూ మరియు అలా కాకపోతే అప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ ఇచ్చాం ఆ తర్వాత మనం మన డేటాబేస్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం కొరకు మనం mysql underscore select db function వాడతాం ఇది ఖచ్చితంగా ఒక కర్సర్ను మాత్రమే తీసుకుంటుంది మరియు అది మీ డేటాబేస్ యొక్క నేమ్ అయి ఉంటుంది కాబట్టి మేము phpMyAdmin పైన మరల క్లిక్ చేసాము మన డేటాబేస్ యొక్క పేరు పీఎచ్పీ అకాడమీ అని మీరు చూడవచ్చు కాబట్టి నేను కేవలం పీఎచ్పీ అకాడమీ అని టైప్ చేసినా సరే అది బాగా పనిచేయాలి మరలా మనం దీనిని వాడవచ్చు లేదా డై ఫీచర్ మనం డై ఫంక్షన్ వాడి అక్కడ లేకపోతే మన వద్ద mysql ఎర్రర్ ఎగ్జిట్ అయితే దానిని వాడాలి లేదా దాని లాంటి దానిని వాడుకోవాలి కాబట్టి దీనిని రిఫ్రెష్ చేయండి నిజానికి నేను దీనిని వెనుతిరిగి లోకల్ హోస్ట్కు తిరిగి మార్చాలి నేను ట్రాక్ మీద వెనక కొడుతున్నాను ఇప్పుడు నేను ట్రాక్ మీద పడ్డాను కనుక రిఫ్రెష్ క్లిక్ చేయండి ఇది కనెక్ట్ చేయబడింది మరియు ఇది కనుగొనలేకపోతే మనం mysql error ను ఇస్తాము ఇప్పుడు ఐడోంటెక్సిస్ట్ అనే దానిని ప్రయత్నించి మరియు అన్నోన్ డేటాబేస్ ఐడోంటెక్సిస్ట్ ను రిఫ్రెష్ చేద్దాము ఇది సరిగ్గా పనిచేస్తోంది ఈ ఎర్రర్లు కలిగి ఉండడం చాలా ఉపయోగకరం మరియు ఇవి కనుక లేకపోతే యూజర్లు మనకు తిరిగి రిపోర్ట్ బ్యాక్ చేయవచ్చు కాబట్టి అకాడమీ ఇక్కడ ఉంది నేను అంతా బాగుందని అనుకుంటున్నాను మరియు రిఫ్రెష్ పైన క్లిక్ చేద్దాం దీనిని తిరిగి పీఎచ్పీ అకాడమీకి మార్చండి మరియు సేవ్ చేయండి రిఫ్రెష్ చేసి మనం విజయవంతంగా కనెక్ట్ చేయబడ్డాం నేను దీనికి ఒక లాగ్ ఉంచుతాను మరియు నేను విజయవంతంగా కనెక్ట్ చేయబడ్డానని చెప్తాను మిగిలిన కోడ్తో కొనసాగడం కొరకు నేను ఈ పారాగ్రాఫ్ని ఎండ్ చేస్తాను ఆ తర్వాత కొంత డేటాను మన డేటాబేస్లోకి రాయవలసి ఉంటుంది అది మనం తరువాతి ట్యుటోరియల్లో కవర్ చేస్తాం త్వరలో కలుద్దాం నేను నిఖిల స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను